ఆఫ్ జాస్మిన్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం తాళమాపురం క్లస్టర్ కల్లూరు గ్రామము మా గ్రూప్ పేరు మా పీజీఎస్ గ్రూప్ పేరు కల్లూరు సెవెన్ మేము మా గ్రామంలో గత మూడు సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము మా గ్రూప్లో మొత్తం మేము ఏడు మంది సభ్యులము మాతో పాటు ఇంకా వంద మంది రైతులు మా గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు వీరు కూడా పీజీఎస్ సర్టిఫికేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సిఎస్ఏ రిజిస్ రీసీల్ ద్వారా గ్రూప్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము మా గ్రామంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు అన్ని పద్ధతులను పాటిస్తున్నారు monthly meetings and trainings CSA మాకు ఇస్తూ ఉంది మేము ఎఫ్పిఓని కూడా మేము రిజిస్టర్ చేసుకున్నామండి ఇందులో ఐదు వందల ఎనభై రెండు మంది సభ్యులం ఉన్నాము మా రైతులందరూ ఎఫ్ఈఓ ద్వారా మార్కెటింగ్ సౌకర్యము ఉన్నది కావున ఈ పీజీఎస్ సర్టిఫికేషన్ ఉండడం వల్ల మాకు మిగతా రైతుల కంటే ఒక ఐదు నుంచి పది పర్సెంట్ మాకు ఎక్కువ అమౌంట్ రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ విధంగా మాకు ఈ పీజీఎస్ సర్టిఫికేషన్ ద్వారా ఐదు నుంచి పది పర్సెంట్ రావడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది మాకు ఈ సిఎస్ఏ సర్టి ఈ పీజీఎస్ సర్టిఫికేషన్ని సిఎస్ఏ ఆర్గనైజేషన్ వారు ఇవ్వడం జరిగింది మేము పీజీఎస్ గ్రీన్ సర్టిఫికేషన్లో ఉన్నప్పటికీ మాకు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో మాకు మంచి ధర అనేటువంటిది మిగతా రైతులతో పోలిస్తే మాకు ఉన్నదండి మాకు ఇక్కడ ఏంటంటే సేంద్రియ వ్యవసాయానికి కావలసినటువంటి బయో ఉత్పత్తులు ఇన్పుట్స్ అయితే మీ కషాయాలు మీ ద్రావణాలు అయితే ఇవన్నీ మాకు సిఎస్ఏ వాళ్ళు ముందుగా ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి మాకు మా సేంద్రియ వ్యవసాయానికి కావాల్సినటువంటి ఉత్పత్తులన్నింటినీ మేమే తయారు చేసుకుంటాము ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఏం చేయాలంటే మాకు ఇంకా ప్రోత్సాహకం అంటే ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని మాతో పాటు మా విలేజ్లో ఇరవై ఐదు గ్రూపులు ఉన్నాయి ఇంకా పక్క విలేజ్లు కూడా ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని చేయాలనుకుంటూ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ కూడా ఈ బయో ఉత్పత్తులకు కషాయాలు ద్రావణాలకి సబ్సిడీ అనేటువంటిది ప్రొవైడ్ చేసినట్లయితే నిజంగా అందరూ ఈ పీ పీజీ సర్టిఫికేషన్ వస్తారు ప్రకృతి వ్యవసాయాన్ని చేయడం చేస్తారన్నమాట కాబట్టి గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రోత్సాహకం అనేటువంటిది ఇచ్చినట్లయితే మాకు సంతోషం చాలా సంతోషంగా ఉంటాము కాబట్టి ఈ కార్యక్రమాలన్నింటినీ అంటే పీజే సర్టిఫికేషన్ కానీ మీటింగ్స్ కానీ ట్రైనింగ్స్ కానీ మాకు సిఎస్ఏ రీజనల్ కౌన్సిల్ వారు వాళ్ళ ద్వారా ద్వారా మేము ట్రైనింగ్ తీసుకుంటున్నాము కాబట్టి సంస్థ వారికి సిఎస్ఏ సంస్థ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము